నెల్లూరులో విదేశీ వనిత తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన యువకులపై ఫిర్యాదు చేసిన తక్షణమే రెండు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసి రక్షణ కల్పించారని విదేశీ వనిత కృతజ్ఞతలు తెలిపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దిశ పనితీరుకు నిదర్శనమని నెల్లూరు జిల్లా పోలీసులకు అభినందనలు తెలియజేశారు uh, uh, uh, security, they helped me hospitality and uh, as well as they provided uh, food and a lot, a lot of coffees. I'm very grateful for them. I'm really very grateful for, for all of the inspectors to taking care of me. How you blindly believed that person? When you are coming all the way from the Kenya, how you blindly believed that? He helped me. Like uh, when I was uh, going from Chennai to Bengaluru, hmm. I didn't have a money. I, did, I have only dollars, and I didn't have how to pay for the bus.